hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి one more temple exploration video so ఇది మజిద్పూర్ విలేజ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో ఇదే ఎందుకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటే ఇది వన్ ఇయర్కి ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి నెక్స్ట్ డే రోజే జరుగుతుంది అనమాట దానికన్నా ముందు ఫైవ్ డేస్ పూజలు జరుగుతాయి సంక్రాంతి నెక్స్ట్ డే జాతర జరుగుతుంది చాలా మంది వస్తారు ఇప్పుడు తర్వాత ముందు చూస్తారు కదా ఎంతమంది ఉంటారో క్రేజీ ఉంటుంది అనమాట సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉంటారా వెంకటేశ్వర స్వామి వెలిచిండు అనమాట దేవుడు కట్టింది కాదు వెలిసింది అలాగే శివుంది కూడా ఒక వెలిచిన లింగం ఉంది దాంతోపాటు వీరభద్రుని టెంపుల్ కూడా ఉంది అది కూడా వెలిచిందే ఒక కొండకు సో ఇక్కడ అన్ని దేవుళ్ళు స్వయంగా వెలిచిన దేవుళ్ళే సో రెండు దారిలు ఉంటాయి ఒకటేమో మజిద్పూర్ నుంచి ఇంకోటేమో మజి మేడ్చల్ చౌరస్తా లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఉంటుంది సో ఇక్కడికి చాలా మంది వస్తారు ఇప్పుడు చూస్తారు కదా సో వీడియోనైతే చూద్దాం సో ఈ గుడిని దర్శించుకోవడానికి రేపైతే క్రేజీ జనం ఉండబోతుర్రు సో ఈ రోజుది రేపుది రెండు కలిపి వీడియో తీయబోతున్నాం మేము సో మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం కానీ మాకు ఇక్కడికి వచ్చిన ఒక స్ట్రేంజ్ అంటే దిమ్మ తిరిగిపోయే విషయం అయితే తెలిసింది ఏంటంటే సో వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఉన్న శివాలయం ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కలకు తెలుస్తుంది ఇక్కడ శివాలయం ఉందని సో అక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ కనపడుతుంది కదా శివలింగం సో ఈ శివలింగం ఒకప్పుడు ముని ఋషి వాళ్ళు కొండ కింద కూర్చొని పూజ చేసి తపస్సు చేస్తుండే కదా సో అక్కడ అట్లా ఈడ ఒకళ్ళు చేసే చేసేవారంట సో అలాగే ఇక్కడ మీద కనబడుతుంది కదా దీని స్పెషల్ ఏంటంటే మేము చూసి మేము మాకు తల ఆనుతుందేమో అనుకున్నాం కానీ తల ఆనట్లేదు నేను ట్రై చేసిన ఆకాశ ట్రై చేసిండు అసలు తననే ఆనతలేదు అంటే ఆల ఆనకపోతేనే మనకి ఏం జరగదని అర్థం అంటే ఏదైనా కీడు ఉందో అని ఇండికేషన్ ఇస్తా అంటే ఇది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వచ్చి మీ తల కూడా ఆంతుందో ఆంతలేదో చూస్తాకైతే అరే మన తల అంత చిన్న ఉంది కిందికి ఉందని అనిపిస్తుంది కానీ కానీ నిలబడితే మాత్రం అంతలేదు ఇంకో క్రేజియెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది దీని పక్కనే అది కూడా వెలిసిందంట అది కూడా మేము చూపెడతాం మీకు సో ఇదైతే క్రేజీ అనిపించింది నాకు చిన్నప్పుడు అయితే అక్కడ నుంచి ఇక్కడికి వస్తుండే అనమాట అప్పుడు ఇవన్నీ ఏడో పట్టించుకుంటుండే ఏదో వస్తున్నాం దర్శనం చేసుకొని వెళ్ళిపోతుండే కానీ ఇంత పవిత్రమైన ప్లేస్ ఉందని ఫస్ట్ టైం ఇప్పుడే తెలిసింది ఒకప్పుడు ఇక్కడ ఆడవారు తడి బట్టలతోని ఈ రెండు చేతులు ఇట్లా పెట్టి కలిస్తే సంతానం కూడా కలుగుతుంది అని నమ్మేవారంట ఇప్పుడు జనాలు తగ్గిపోయారు కానీ ఒకప్పుడు ఇక్కడ కోనేరు అవన్నీ ఉంటుండేనంట సో అది ఇప్పుడే తెలిసింది మాకు తెలియంగానే చాలా క్రేజీ అనిపించింది ఇదైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే చూడండి అంతలేను క్రేజీ ఉంది కదా ఇది మళ్ళీ కరెక్ట్ సెంటర్గా నిలబడి చెక్ చేసుకోండి క్రేజీ <laughs> అనిపిస్తుంది సో నాకు అంతలేదు కాబట్టి ఏం ఆపద లేదని అర్థం ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలోనే శివుని గుడి ఉంది మజీద్పూర్ విలేజ్లో సో చాలా బాగుంది ఈ దేవుడు కూడా వెలిసిందేనంట గుడి కూడా చాలా బాగుంది జాతర రోజు ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రీ పార్కింగ్ విలేజ్ వాళ్ళు చాలా చక్కగా ఫ్రీ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు అంటే ఇది ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారే కింద ఫ్రీ పార్కింగ్ ఉంటుంది మిగతా టైంలో ఫస్ట్లో స్టార్టింగ్లో చూపెట్టినట్టు మీ దాకా వెళ్ళొచ్చు ఓన్లీ జాతర రోజు మాత్రమే కింద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి గాయస్ చూసారుగా two thousand twenty three Venkateswara Swamy జాతర సో జనాలు చాలా ఎక్కువ ఉన్నారు కదా రష్ చెప్పాను కదా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది సో వన్ ఇయర్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇంత రష్ ఉంది సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా సో ఇది మీ వరకు జాతర సో నా వరకు జాతర ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పబోతున్నాను వినండి చూడండి మా వరకు జాతర ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఫ్యామిలీతో గుడికి వచ్చి ఈవినింగ్ ఫ్రెండ్స్తో జాతరకు వస్తాం జాతరకు వచ్చిన తర్వాత అంత హైట్ గుట్టెక్కిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపించి చూసారుగా ఇది ఎంతమంది తింటారో కామెంట్ చేయండి నిమ్మకాయ వంకాయ వండుకొని తింటే క్రేజీగా ఉంటుంది ఆ తర్వాత ఏదో ఒక గేమ్ ఆడాలని చెప్పి రింగ్ కొనుక్కొని పడదని తెలిసి కూడా ట్రై చేస్తాం అది అట్ లాస్ట్ పడదనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత మా ఫ్రెండ్గా ట్రై చేస్తాడు అది కూడా వాడది ఇటు పడితే టెన్ రూపీస్ వస్తుండే అటు పడితే హండ్రెడ్ రూపీస్ వస్తుండే అని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ జాతరలో ముందుకు సాగుతుంటే దర్శనం చేసుకుందామని దేవుని దగ్గరకు వచ్చినాక తెలుస్తుంది ఇంత పబ్లిక్ రష్లో మనకు దర్శనం చాలా లేట్ అయిపోతుందని అందుకని ఫ్రెండ్ దాని దగ్గరకు వచ్చి పతంగ ఎగిరేస్తుంటే సో మామ ఇటు కట్ రోగ్గొట్టు తింపు కాట్ అని చెప్పి గట్టి ఊరుకుంటూ ఎంజాయ్ చేస్తుండే నేను కదా చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారు సో ఇది ఇంకా తక్కువ వీడియో ఆఫ్ చేసినాక ఇంకా ఎక్కువ మంది వచ్చారు సో లాస్ట్ రోజు కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట యూత్ మొత్తం ఇక్కడికి కైట్స్ తెచ్చి కాట్ చేసుకుంటూ సో క్రేజీగా ఉంది కదా చిన్నప్పటి ధూమచాలే ఫోన్ని చూసి జ్ఞాపకాలన్నీ నెమరవేసుకుంటాం తర్వాత ఆ ఫ్లూట్ని చూసి అరే చిన్న ఉన్నప్పుడు నేనే కృష్ణులాగా ఫీల్ అవుతుండే అది వేరే విషయం అనుకోండి అంటే ఇప్పుడు కూడా కృష్ణనే అనుకోండి పక్కన చూసారు స్టార్ ఐటమ్ విజిల్ పీక సో డిఎస్పి సార్ లాగా పిపిరి పెరిపి పిరపి పిరపి పిరపి ఇవి అనుకుంటా పబ్లిక్ని డిస్టర్బ్ చేసుకుంటా గ్యాంగ్ గ్యాంగ్ అంతా అది వరకుంటా పోతారనమాట so that is a crazy thing అనమాట జాతర స్టార్ ఐటమ్ అది సో పబ్లిక్ని డిస్టర్బ్ చేసానికి ఆ తర్వాత ఇది చిన్న అప్పుడు బాగా కొంటుండే సో గాలికి తిరుగుతుంది కాబట్టి సో అది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తిరుగుతుండే మనం కొన్నాక తిరగకపోతుండే ఎందుకంటే మనం దాన్ని ఏదో ఒక ఖరాబ్ చేస్తుండే రిపేరింగ్ ఆ తర్వాత ఇష్టమున్న కడమో రింగో ఏదో తీసుకుంటుండే సో అది తీసుకున్న తర్వాత సో ఈ పేలాలు మస్ట్ అండ్ షుడ్ అనమాట ఆ తర్వాత రోబో చెప్పిన జాతకం విని ఎవరు చెప్పకుండా అది జాతకం మొత్తం చెప్పి ఎవరు చెప్పకమని చెప్తుంది అనమాట ఆ తర్వాత ఇలాంటి గేమ్స్ ఆడతాం అనమాట ఈ క్రేజీ ఛాలెంజింగ్ ఆడతాం ఇలాంటి గేమ్స్ చాలా డిఫికల్ట్ అనమాట ఇలాంటి గేమ్స్ ఆడడం థర్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ వస్తాయి ఆ తర్వాత ఇంత జనాభా చూసినాక అందమైన ఒక్క అమ్మాయి అయినా మనల్ని తిరిగి చూడదా అని చెప్పి అనుకుంటాం సో జస్ట్ ఫర్ జోక్ అంటే రియల్ అనుకోండి అంటే మా యూత్ మనసులో ఉంది చెప్పాను సో తర్వాత పబ్లిక్ రష్ని చూసి జర జనాభా తక్కువ ఉందేమో అనుకుని దర్శనానికి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని మనసు పూర్తిగా మన మనసులో ఉన్న కోరికలన్నీ దేవునికి చెబుతూ నెరవేర్చమని మనసు పూర్తిగా మొక్తాం అనమాట సో మొక్కిన తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇట్ సెల్ఫీ టైం ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టా యూట్యూబ్ స్నాప్ అన్నిట్లో వాట్సాప్లో పెట్టి ఆ తర్వాత మెల్ల నడుచుకుంటూ వస్తుంటే ఇలాంటి బంగారం షాప్లో గిరాక్ చూసినప్పుడు అర్థమవుతుంది నిజం బంగారం షాప్లో కూడా ఇంతమంది ఉంటారని చెప్పి ఆ తర్వాత మెల్ల నడుచుకుంటూ వస్తుంటే ఇలాంటి స్వీట్లన్నీ వదిలేసి జిలేబీని మాత్రమే ఎంచుకొని ఇంటికి కుర్తి చేతులతో వెళ్లకుండా వేడి వేడి జిలేబీని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాం సో వెళ్తూ వెళ్తూ దేవుణ్ణి మొక్కుతూ ఇలా మా జాతర కంప్లీట్ అవుతుందన్నమాట సో మీ జాతర ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి so thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు please like share comment and subscribe అందరినీ చూపెట్టాను దేవుణ్ణి చూపెట్టలేదు అనుకుంటున్నారా సో ఈ దేవుడు కట్టింది కాదు వెలిసింది కాబట్టి మీరే వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీని మ్యాప్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా సో చూడండి సో విజిట్ కండి మీరు కూడా క్రేజీగా ఉంటుంది సో ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్